హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా టెక్ వీడియోస్ ఈరోజు ఈ యొక్క వీడియోలో మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ రెండు వేల ఇరవై రెండు సైకో ఎగ్జామ్లో భాగంగా మనం యొక్క క్లాసులని చెప్పుకోవడం జరుగుతుంది ఈరోజు మనము ఈ యొక్క వీడియోలో ఏం చెప్పుకుందామంటే రెండు వేల పదిహేడు ఆరో నెల ముప్పయో తారీఖున వచ్చినటువంటి previous year question paper aptitude టెస్ట్లో వచ్చినటువంటి పర్సనాలిటీ టెస్ట్ పర్సనాలిటీ టెస్ట్ అంటాం కదా పర్సనాలిటీ టెస్ట్ గురించి చెప్పుకుందాం అప్పుడైతే ముప్పై ఐదు క్వశ్చన్లు ఫిఫ్టీన్ మినిట్స్ ఉండేది ప్రజెంట్ ఇది ట్వెల్వ్ మినిట్స్గా మారినట్టుంది ఓకేనా thirty five questions twelve minutes అన్నమాట ఓకే మరి వీడియోలోకి వెళ్ళబోయే ముందులా నేను ఆల్రెడీ పర్సనాలిటీ టెస్ట్లో పర్సనాలిటీ టెస్ట్ గురించి ఒక వీడియో రీసెంట్గా టుడే పెట్టాను ఆ యొక్క వీడియోలో మీకు రూల్స్ చెప్పాను అనమాట రూల్స్ చెప్పాను మీకు ఒక టెన్ టు ట్వెల్వ్ రూల్స్ చెప్పాను అందులో కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ ఏంటంటే పాజిటివ్ అయితే పాజిటివ్గా ఇవ్వాలి నెగిటివ్ అయితే నెగిటివ్గా మనం ఆన్సర్ ఇవ్వాలి ఇంకా యూనివర్సల్ రూలు హండ్రెడ్ పర్సెంటేజ్ అయ్యే ఛాన్స్ ఉన్నటువంటి కార్యము fifty fifty chance zero to forty nine percentage chance ఇంకా మోరల్ వాల్యూస్ ఈ విధంగా నేను కొన్ని చెప్పడం జరిగింది ఇంకా హ్యాబిట్స్ ఓకేనా సమ్టైమ్స్ ఎప్పుడు టిక్ చేయాలన్న విషయము ఈ విధంగా రూల్ బౌండ్ ఓకేనా టీ స్కోర్లో మనకి రెండు టీ స్కోర్లు ఉంటాయి రెండు టీ స్కోర్లు అనేది పర్సనాలిటీ టెస్ట్లో వస్తాయి ఒక్కొక్క దాంట్లో ఎయిటీ మార్క్స్ ఉండిద్ది అనమాట రెండూ కలిపి మనకి పర్సనాలిటీ టెస్ట్ వచ్చేసరికి సిక్స్టీ మార్క్స్కి వన్ సిక్స్టీ మార్క్స్కి ఉండటం జరిగిద్ది ఇందులో ఒక ఎయిటీ మార్క్స్ టెస్ట్ జీ అంటారు ఓకేనా టెస్ట్ జీ ఇంకొక ఎయిటీ మార్క్స్ టెస్ట్ క్యూ అని పిలవటం జరుగుతుందన్నమాట ఈ యొక్క టెస్ట్ జీలోనూ ఫార్టీ టూ కన్నా ఎబో రావాలి టెస్ట్ క్యూలోనూ ఫార్టీ టూ కన్నా ఎబో రావాలన్నమాట కాబట్టి గుర్తుంచుకోండి మనం ఈ యొక్క టెస్ట్ జీ మరియు టెస్ట్ క్యూని రెండిట్లో కూడా పాస్ అవ్వాలి ఈ రెండు కూడా పర్సనాలిటీ టెస్ట్లో భాగము మన యొక్క వీడియోలు ఎవరైనా చూడకపోతే చూడండి అలాగే సైకోమెట్రిక్ ప్లేలిస్ట్ ఉండిద్ది వీడియోస్ ఉన్నాయి మీరు మన చూడండి friends first question I when stand in front of mirror I get confused in between left and right అద్దానికి ముందర నుంచున్నప్పుడు ఎడమకి కుడికి నాకు తేడా తెలియదు అంటున్నాడు ఇది మనం ఎలా చేయాలంటే బేస్డ్ ఆన్ ఆప్షన్లు చూడండి ఐ డోంట్ నో అంటే నాకు తెలియదు నో అని అంటే నేను కన్ఫ్యూజన్ కానని ఆన్సర్ టిక్ చేయటము నేను కన్ఫ్యూజన్ అవుతానో లేదో నాకు తెలియదు అసలు ఈ క్వశ్చన్ని మనం ఆన్సర్ ఇందులో కూడా చేయకూడదు ఐ డోంట్ నో అన్న ఆప్షన్ మనం ఎక్కడ కూడా టిక్ చేయకూడదు ఓకేనా ఒకేషనల్లీ అంటే అప్పుడప్పుడు కభీ కభీ అంటారు హిందీలో అయితే అప్పుడప్పుడు కొన్నిసార్లు మనం కన్ఫ్యూజన్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీన్ని మనం బేస్డ్ ఆన్ మనము ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్తో ఒక్కోసారి కన్ఫ్యూజన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి లెఫ్ట్కి రైట్కి కాబట్టి ఒకేషనల్లీ అప్పుడప్పుడు సమ్టైమ్స్ కభీ కభీ ఈ విధంగా చెప్పడం జరిగింది ఫస్ట్ దానికి ఒకటోది ఆన్సర్ రెండవ క్వశ్చన్ చూద్దాము రెండవ question where would you go for vacations మనము వెకేషన్స్కి మీరు ఎక్కడికి వెళ్తారని మన యొక్క ఫీలింగ్స్ని అడుగుతున్నాడు ఫీలింగ్స్ నీ యొక్క ఫీలింగ్స్ని టెస్ట్ చేస్తాడని చెప్పా నేను ప్రీవియస్ పర్సనాలిటీ రూల్స్లో ఓకేనా in a peaceful place in a lovely town ఓకేనా ఇన్ బిట్వీన్ ఇన్ బిట్వీన్ అనేది అసలు రాంగ్ ఆన్సరు ఇది ఆన్సరే ఇవ్వకూడదు అయితే ఇన్ పీస్ఫుల్ ప్లేస్ అన్నాడు కదా ఇది మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనమాట ఇది కనుక లేకపోతే ఇది సెకండ్ ఆప్షన్ కింద వచ్చిద్ది ఫస్ట్ దీనికి హండ్రెడ్ పర్సెంటేజ్ వచ్చిద్ది ఆ తర్వాత దీనికి నైంటీ నైన్ పర్సెంటేజ్ వచ్చింది అనమాట కాబట్టి హండ్రెడ్ పర్సెంటేజ్ ఉన్నప్పుడు మనం దీన్ని టెక్ చేయాలి రెండుకి పీస్ఫుల్ ప్లేస్లకి వెళ్దామని చూస్తారు ఓకేనా ఒకేషనల్కి next question number third I like to explore difference possibilities so that I can get the job I want మనము ఉన్నటువంటి పాసిబిలిటీస్ని ఎక్స్ప్లోర్ చేసినప్పుడు మనము జాబ్ పొందే అవకాశం ఉంది అంటున్నాడు నేను అందుకే మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఫోన్ చేసినప్పుడు మీకు టైపింగ్ టెస్ట్ ఉంటే టైపింగ్ టెస్ట్ని వదలొద్దు ఓకేనా మీకు సైకో టెస్ట్ ఉంటే మీరు ప్రిపేర్ అవ్వకపోయినా మీరు వెళ్ళి ఎగ్జామ్ రాయండి ఇబ్బంది లేదు క్వాలిఫై అవుతారు ఏదో ఒక దాంట్లో క్వాలిఫై అవుతారని వాళ్ళకి పాజిటివ్ వేలో చెప్తున్నా ఎందుకు మనకి పాజిబిలిటీ ఉంది నీకు టైపింగ్ కష్టపడి నువ్వు టైపింగ్ చేస్తే నువ్వు కష్టపడి పాస్ అవుతావు నీకు సైకో ఎగ్జామ్ ఎలా చేయాలో తెలియకపోతే ఈ త్రీ డేస్ చదివినా కానీ నువ్వు క్వాలిఫై అయ్యే అవకాశాలు ఉండొచ్చు కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి పాసిబిలిటీస్ని మనము వినియోగించుకోవాలి ఇక్కడే అది చెప్తున్నాడు ఓకేనా అయితే పాజిబిలిటీస్ని మనం ఉపయోగించుకున్నప్పుడు జాబ్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి దీన్ని దీనికి ఇచ్చినటువంటి మనం రూల్ ఏం చెప్పుకున్నాం పాజిటివ్ వాటికి పాజిటివ్గా ఆన్సర్ ఇవ్వాలి పాజిటివ్ అంటే ఇది పాజిటివ్లో ఉంది కాబట్టి పాజిటివ్ ఆన్సర్ అనేది ఎస్ ఓకేనా ఐ డోంట్ నో అనేది అసలు రాంగ్ ఇది ఇవ్వకూడదు నాట్స్ అనేది ఆపోజిట్ అనమాట నెగిటివ్ నెగిటివ్ వాటికి ఇస్తాము okay fourth question fourth question I like government rules and regulations government rules మరియు రెగ్యులేషన్స్ నేను ఇష్టపడతాను అంటున్నాడు మనము రూల్ బౌండ్ అని చెప్పుకున్నాం నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా రూల్కి కట్టుబడి ఉండాలి గవర్నమెంట్ అనేది మన పైన అధికారం ఇచ్చేది అది నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు ఒక రూల్స్కి కట్టుబడి ఉండాలి కాబట్టి వీటికి ఏం చెప్పాను నేను రూల్ బౌండరీకి ఆల్వేస్ ఎస్ అనే వచ్చింది రూల్స్కి ఆల్వేస్ ఎస్ అనే వచ్చిద్దని చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ ఎస్కి బదులు ఆల్వేస్ ఓకేనా ఇది ఏ అనేది రైట్ ఆన్సర్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫిఫ్త్ వన్ ఒక ఫిఫ్త్కి when I make a some decision I feel sure and satisfy నీకు నీ యొక్క డెసిషన్ మీద నీకెంత నమ్మకం ఉంటుంది నువ్వెంత షూర్గా ఉంటావు అన్నది చూస్తున్నాడు నేను చెప్పాను మీకు టెస్ట్ క్యూలో టెస్ట్ క్యూలో చెప్పడం జరిగింది ఏమని ఆర్గనైజేషన్ ఓకే ఓకేనా ఆర్గనైజేషన్ గురించి చెప్పడం జరిగింది ఒక స్టేషన్ మాస్టరు స్టేషన్ మొత్తాన్ని ఆర్గనైజేషన్ చేస్తాడనమాట ఎస్ఎం స్టేషన్ మాస్టరు కాబట్టి నువ్వు ఒక డిసిషన్ ఎలా ఉండాలి నీకు సాటిస్ఫైడ్గా షూర్గా ఉండాలి కాబట్టి ఎస్ అన్నమాట ఓకేనా sixth sixth question consulting with other consulting with other helps me make real decisions అంటే కన్సల్ట్ అవుతామంట వేరే వాళ్ళతో ఎందుకు హెల్ప్ తీసుకుంటాం ఎందుకు రియల్ డెసిషన్ తీసుకోవటానికి వేరే వాళ్ళ యొక్క హెల్ప్ తీసుకుంటాము అంటున్నాడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాము టీం వర్క్ మీద రైల్వే అనేది రన్ అయిద్ది టీం వర్క్ కాబట్టి వేరే వాళ్ళ హెల్ప్ కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది ఎప్పుడైనా టీం వర్క్ ఉంటేనే పర్ఫెక్ట్గా వర్క్ సాగేది కాబట్టి ఎస్ దీనికి రైట్ ఆన్సర్ ఎస్ అన్నమాట సిక్స్త్ వన్ కూడా ఇప్పుడు సెవెంత్ వన్ చూడండి those who take the challenges as a part of living life okay they easily overcome the biggest problems నేనేం చెప్పాను ఈ సెంటెన్స్ని ఒకసారి తెలుగులో చూద్దాము తెలుగులో ఏంటంటే ఛాలెంజెస్ని ఎదుర్కొన్నప్పుడే కష్టకాలాన్ని ఎదుర్కొన్నప్పుడే వాడు ఈజీగా బిగ్ ప్రాబ్లమ్ని కూడా ఓవర్కమ్ చేస్తాడు ఓకేనా ఇదన్నమాట అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కితేనే వంద మెట్లు కూడా ఎక్కగలం ఓకేనా ఒకసారి వంద మెట్లు ఎక్కాలంటే ఎక్కలేం కాబట్టి మనం ఏదైనా బిగ్ ప్రాబ్లమ్ని ఫేస్ చేయాలని చేయాలంటే దానికన్నా ముందర కొన్ని ఛాలెంజెస్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది ఇది యూనివర్సల్ ట్రూత్ అన్నమాట యూనివర్సల్ ట్రూత్ కాబట్టి ఆల్వేస్ మనము ఎస్ అని ఇవ్వాల్సి వచ్చింది ఓకేనా ఆల్వేస్ ఎస్ అన్నమాట ఓకే గుర్తుంచుకోండి ఇది యూనివర్సల్ ట్రూత్ యూనివర్సల్ ట్రూత్కి ఆల్వేస్ ఎస్ అని చెప్పాలి eighth question you have to systematic your room and keep it నీవు నీ యొక్క రూమ్ని సిస్టమేటిక్గా ఉంచుతావు అలాగే ఉంచు అంటున్నాడు ఇది మనం ఎలా తీసుకుంటామంటే ఒక వ్యక్తి యొక్క పర్సనాలిటీ పర్ఫెక్షన్ పర్ఫెక్షనిస్ట్ అంటామన్నమాట అతను ఎంత పర్ఫెక్ట్గా ఉంటాడు అనేది ఈ యొక్క ఇది టెస్ట్ జీలో మనం చెప్పుకున్నాం రూల్స్లో టెస్ట్ జీలో పర్ఫెక్షనిస్ట్ అని మనం చెప్పుకోవడం జరిగింది ఈ యొక్క రూమ్ని నువ్వు ఎలా సిస్టమేటిక్గా ఉంచుకుంటావు లేదా అంటే ఎస్ అవును నేను సిస్టమేటిక్గానే ఉంచుకుంటాను అని చెప్పాలి పాజిటివ్ పాజిటివ్కి పాజిటివ్ చెప్పాలన్నమాట నైన్త్ క్వశ్చన్ చూద్దాం నైన్త్ క్వశ్చన్లో what do you want to read in your free time నేను ఆల్రెడీ చెప్పాను ఇలా రీడు కానీ హ్యాబిట్స్ కానీ మూవీ చూడటం లిజను మ్యూజిక్ ఇవన్నీ కూడా మన యొక్క హ్యాబిట్స్ని టెస్ట్ చేస్తాడు హ్యాబిట్స్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది మీరు ఇక్కడ ఆప్షన్ బట్టి టిక్ చేయాల్సి ఉండిద్ది అనమాట స్పేస్ ఎక్స్ప్లోరర్ బుక్ అన్నాడు ఇది తప్పు ఆన్సర్ ఎందుకంటే స్పేస్ గురించి పర్టికులర్గా ఇచ్చాడు ఇక్కడ ఫ్యామిలీ ఎడ్యుకేషను ఫ్యామిలీ ఎడ్యుకేషన్ అని కూడా డైరెక్ట్గా ఇచ్చాడు కాబట్టి తప్పు మనకు ఆ టైంలో ఏది చదువు బుద్ధి అవుతామో అది చదవటం అనేది ఇది హండ్రెడ్ పర్సెంటేజ్ రైట్ ఆన్సర్ ఇవి వచ్చేసరికి అంతగా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అనమాట ఇది హండ్రెడ్ పర్సెంటేజ్ ఉండేది కాబట్టి ఈ నైన్త్ క్వశ్చన్కి నైన్త్ క్వశ్చన్కి సి అనేది right answer okay tenth question చూద్దాం tenth one to work on any project body mind and money are required ఒక పనిని ప్రారంభించామంటే దానికి మనీ ఉండాల మనీ ఉండాలి మైండ్ ఉండాలి ఓకేనా మన బాడీ బాడీ అంటే ఏం లేదు ఫిజికల్ ఎఫిషియన్సీ అని అర్థం ఇవన్నీ ఉంటేనే మనకు ఒక పని అనేది కంప్లీట్ అయింది కాబట్టి ఇది యూనివర్సల్ ట్రూత్లోకి వచ్చేది యూనివర్సల్ ట్రూత్ ఎక్కడైనా ఒక పని కంప్లీట్ అవ్వాలంటే ఇది ఏదైనా ఉండాల్సిందే కాబట్టి యూనివర్సల్ ట్రూత్లో ఎస్ అని రైట్ ఆన్సర్ అనమాట ఫ్రెండ్స్ మరి మీకోసము కష్టపడి ఒక నా యొక్క టైంని వెచ్చించి మీకోసము మీరు సైకో టెస్ట్ పాస్ అవ్వాలని నేను ఈ యొక్క క్లాసులు ఇంత కష్టపడి మీకు రూల్స్ రూల్ బేస్డ్గా చెప్పడం జరుగుతుంది ఏ రూల్ ప్రకారం మనం చేస్తున్నామని కాబట్టి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ యొక్క ఇన్స్టిట్యూట్ గ్రూప్ కానీ మీ యొక్క బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళు కూడా స్టేషన్ మాస్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఓకేనా మీరు హెల్ప్ఫుల్గా ఉండండి అనమాట ఇంకా పదకొండవ క్వశ్చన్ చూడండి when a conversation starts with someone I patient I patiently give my argument after listen to that person ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక కన్వర్సేషన్ స్టార్ట్ అయినప్పుడు నేను అతని యొక్క ఆర్గ్యుమెంట్ని ఆలకిస్తాను చాలా పేషెంట్గా అంటున్నాడు ఓకేనా నువ్వు నీ యొక్క ఇది దేని మీద ఆధారపడిందంటే సెల్ఫ్ కంట్రోల్ మనం చెప్పుకున్నాం కదా సెల్ఫ్ కంట్రోల్ లేదా సెల్ఫ్ డిసిప్లిన్ అంటాం discipline self discipline self control అనేటువంటి బేస్డ్ మీద ఈ యొక్క క్వశ్చన్ ఆధారపడి ఉంది ఇక్కడ మనం ఏం చేయాలంటే సెల్ఫ్ కంట్రోల్లో మనం ఎస్ అని టిక్ చేయాలన్నమాట సెల్ఫ్ కంట్రోల్గా ఉంటాను నేను ఓకేనా ఇక్కడ పేషెంట్లీ అని అన్నాడు ఇక్కడ పేషెంట్లీకి బదులు నేను నాకు యాంగ్రీ వచ్చిద్ది అన్నాడు అనుకో నెవర్ అని పెట్టాలి నేను కోప్పడతాను అని అంటే అప్పుడు నెగిటివ్కి నేనేం చెప్పాను నెగిటివ్కి నెగిటివ్ పాజిటివ్కి పాజిటివ్ ఇక్కడ పేషెంట్లీ అనేది పాజిటివ్ వాడు కాబట్టి పాజిటివ్గా రిప్లై ఇవ్వాలి ఇక్కడ యాంగ్రీ అనేది నెగిటివ్ వాడు కాబట్టి నెగిటివ్గా రిప్లై ఇవ్వాలి ఈ విధంగా బేస్ అయి ఉండిద్ది ఆలోచించండి ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం పన్నెండవ question when I suggest comes to your place they should be respected when a guest come to your place ఎవరైనా ఒక చుట్టము మీ ఇంటికి వచ్చినప్పుడు లేదా నీ దగ్గరికి వచ్చినప్పుడు నీవు అతనికి రెస్పెక్ట్ ఇవ్వాలంటున్నాడు ఒక స్టేషన్ మాస్టర్ దగ్గరికి ఎంతోమంది ప్రయాణికులు రాయో రావచ్చు ఓకేనా ప్రయాణికులు వాళ్ళకి నువ్వు చాలా శాంతి సమాధానంగా రెస్పెక్ట్గా బాధ్యత నీదే కాబట్టి ప్రయాణికులది నువ్వు వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉండాలా ఓకేనా దీన్ని ఏమంటారంటే సోషల్లీ ప్రిసైజ్ అంటాడు సామాజికత సోషల్ వర్క్ అనుకోండి సపోజ్ సోషల్లీ ప్రిసైజ్ అంటారు నీ యొక్క సామాజికత ఎలా ఉంటుంది అన్న దాని మీద క్వశ్చన్ అన్నమాట నువ్వు వచ్చిన వాడికి రెస్పెక్ట్ ఇస్తావా అంటే ఎస్ అవును అనాలా దీనికి అవును అనే బదులు ఎల్లప్పుడూ అనేది రైట్ ఆన్సర్ అయ్యిద్ది అవును అనే దానికన్నా ఎల్లప్పుడూ గౌరవిస్తానన్నది రైట్ ఆన్సర్ అదే ఎల్లప్పుడు అనేది లేకపోతే అవును అనేది రైట్ ఆన్సర్ అయ్యిద్ది పదమూడో క్వశ్చన్ చూద్దాము if your wife want wants a divorce from you then you would like to forbid the wife to do so ఇక్కడ ఏమంటున్నాడంటే మీ యొక్క భార్య మీకు డైవర్స్ ఇవ్వాలనుకుంటుంది విడాకులు ఇవ్వాలనుకుంటుంది నువ్వు ఆమెను విడిచిపెడదాం అనుకుంటున్నావా లేదా అంటున్నాడు ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను టెస్ట్ జీలో టెస్ట్ జీలో కొన్ని రూల్స్ చెప్పాను అందులో కన్ఫార్మింగ్ అని ఉండిద్ది కన్ఫార్మింగ్ అనేటువంటి రూల్ ఉండిద్ది అంటే సమయానుసారంగా లేదా సందర్భంగా అనుగుణంగా అని సమయానుసారంగా రాసుకోండి మీకు ఉపయోగపడిద్ది సమయానుసారంగా ఏంటంటే టైంకి తగ్గట్టు అనుగుణంగా అనొచ్చు ఇక్కడ మన వైఫ్ డైవర్స్ ఇద్దాం అనుకుంటుంది కానీ నీకు మీ వైఫ్ అంటే ఇష్టం అనుకోండి నీవు ఇవ్వటానికి ఇష్టపడవు కానీ ఇక్కడ ఒక రూల్ ఉంది ఒక భార్య ఓకేనా ఒక భర్త ఉన్నాడు అనుకోండి వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉంటేనే అది భార్యాభర్తల సంబంధం అయింది భర్తకు ప్రేమ లేకపోయినా భార్యకు ప్రేమ లేకపోయినా అది మంచి సంబంధం కాదన్నమాట అది డైవర్స్కి కారణం తీసిద్ది కాబట్టి భార్య డైవర్స్ ఇద్దాం అనుకుంటుంది కాబట్టి అతడు మంచి ఒక వివాహ సంబంధంలో లేనట్టు అతను కూడా విసుగు చెంది డైవర్స్కి ఓకే అంటున్నాడు దీన్నే సమయానుసారంగా అని చెప్పడం జరిగింది నిన్న ఓకేనా సమయానుసారంగా అనుగుణంగా సమయానుగుణంగా ఓకే సమయానుగుణంగా అనుకుంటే ఇక్కడ వైఫ్కి ఇష్టం లేదు కాబట్టి తన యొక్క భర్త కూడా దానికి ఓకే చెప్పాలి అప్పుడు మనము ఎస్ అని చెప్తాం అనమాట అది ఇక్కడ యాక్చువల్గా నో అని పెడతారు ఎందుకు ఇట్లా విడాకులు ఇవ్వకూడదు నేను నా భార్యను ప్రేమి ప్రేమించాలి అన్న ఆలోచనతో ఉంటారనమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం fourteenth one next question fourteenth one friends when a false rumour comes on the mobile ignore it ఇక్కడ ఫాల్స్ రూమర్ అనేది నెగిటివ్ వర్డ్ దీనికి ఇగ్నోర్ ఇట్ అనేది పాజిటివ్ ఇక్కడ ఫాల్స్ రూమర్ వచ్చింది దాన్ని ఇగ్నోర్ చేసేయమంటున్నాడు కాబట్టి ఇది పాజిటివ్ వర్డ్ అనమాట ఓవరాల్గా చూస్తే పాజిటివ్ వర్డ్ అయింది కాబట్టి ఎస్ దీనికి ఎస్ అనేది రైట్ ఆన్సర్ ఓవరాల్గా చూస్తే ఇక్కడ ఇగ్నోరిట్ అనేది లేకపోతే నీకు అది నెగిటివ్ వర్డ్ అనమాట కానీ ఒక ఫాల్స్ ఒక తప్పుడు వార్త వచ్చింది దాన్ని నువ్వు పట్టించుకోలేదు అవును పట్టించుకోము తప్పుడు వార్తను ఎలా పట్టించుకుంటాం ఓకేనా ఇది రైట్ ఆన్సరు ఎస్ పదిహేనవ క్వశ్చన్కి there is a possibility of an accident by boarding a moving train ఒక కదులుతున్నటువంటి ట్రైన్కి ట్రైన్కి సంబంధించి యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నాడు ఓకేనా యాక్సిడెంట్ అవకాశాలు ఉన్నాయంటే నువ్వు ఉన్నాయని చెప్పాలా లేదని చెప్పాలా ఓకేనా ఆల్వేస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అందుకే పోలీసులు కూడా ఆర్పిఎఫ్ పోలీసులు ఆర్పిఎఫ్ పోలీసులు ట్రైన్ వెళ్ళిన దాకా నుంచొని చూస్తూ ఉంటారు చాలామంది కదులుతున్నటువంటి దానికి యాక్సిడెంట్లకు గురి అవుతూ ఉంటారు వీళ్ళు వెళ్ళి కాపాడుతూ మనం అదంతా చూస్తున్నాం ఇది హండ్రెడ్ పర్సెంటేజ్ జరిగింది కాబట్టి హండ్రెడ్ పర్సెంటేజ్కి నేనేం చెప్పాను ఆల్వేస్ కానీ ఎస్ కానీ ఉండిద్ది ఓకేనా ఈ రెండు ఆప్షన్లు ఉంటాయి ఆల్వేస్ కానీ ఎస్ కానీ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం పదహారవది when someone wants to help you you take them for help ఎవరైనా నీకు హెల్ప్ చేయాలనుకుంటున్నప్పుడు నువ్వు వాళ్ళ హెల్ప్ తీసుకుంటావా తీసుకోవా అని అంటున్నాడు యాక్చువల్గా హెల్ప్ తీసుకుంటాము ఇక్కడ ఎస్ అని ఉంటే ఎస్ అని టిక్ చేస్తాం ఇక్కడ ఐ డోంట్ నో అన్నాడు ఇది అసలు రాంగ్ ఇక్కడ ఎవరన్నాడు ఇది కూడా రాంగ్ అంటే మనం అసలు హెల్ప్ తీసుకోమా తప్పనమాట నీకు అవసరమైనప్పుడు హెల్ప్ తీసుకుంటావు అవసరం లేనప్పుడు హెల్ప్ తీసుకోవు అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ హెల్ప్ తీసుకోవటం లేదనేది అక్కడ ఉన్నటువంటి పనిని బట్టి డిపెండ్ అయ్యేది కాబట్టి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఇక్కడ next seventeenth question seventeenth question what you want to be నువ్వేం కోరుకుంటున్నావు అంటున్నాడు నీకు హానెస్ట్ అంటే ఇష్టమా డిజానెస్ట్ అంటే ఇష్టమా వాచ్మెన్ అనేది రాంగ్ తీసేయండి ఈ రెండింటికి కాంట్రవర్సీ డిజానెస్ట్ని ఎవరు కూడా ఇష్టపడరు కాబట్టి honesty is the right answer నువ్వేమని కోరుకుంటావు నిజాయితీగా ఉండటం కోరుకుంటావు ఇది యూనివర్సల్ ట్రూత్ అనమాట ఓకేనా లేదా మోరల్ వాల్యూ మోరల్ వాల్యూస్లోకి వచ్చింది ఎయిటీన్త్ క్వశ్చన్ చూద్దాము eighteenth one do you prefer to be insurance seller than far a farmer నీవు రైతుగా ఉండటానికన్నా ఇన్సూరెన్స్ సెల్లర్గా ఉండటానికి ఇష్టపడతావా అంటున్నాడు ఇక్కడ మన యొక్క హ్యాబిట్ ఓకేనా ఆర్ ఫీలింగ్ ఫీలింగ్స్ని మనల్ని టెస్ట్ చేస్తున్నాడు ఇక్కడ ఏంటంటే హ్యాబిట్స్ ఫీలింగ్స్ వచ్చినప్పుడు నేను ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అని చెప్పా ఓకేనా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అంటే సమ్టైమ్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అంటే అయితే అవ్వచ్చు లేకపోతే లేదు సమ్టైమ్స్ అవ్వచ్చు సమ్టైమ్స్ కాదు ఈ విధంగా ఆన్సర్ ఉండేది ఓకేనా మన హ్యాబిట్స్ ఫీలింగ్స్ మీద క్వశ్చన్ అడిగినప్పుడు ఉన్నటువంటి ఆప్షన్లు బట్టి మనం టిక్ చేయాల్సి ఉండేది ఇక్కడ ఎస్ అని ఉందనుకోండి ఎస్ఎన్ ఉంటే ఎస్ఎన్ టిక్ చేస్తాం ఇక్కడ అలా ఎస్ లేదా నో అని లేదు కాబట్టి సమ్టైమ్స్ అనేది బెస్ట్ ఆప్షన్ ఇందులో నైన్టీన్త్ క్వశ్చన్ చూద్దాము nineteenth question I feel discussed when I met rude people ఒక కఠినమైన చెడ్డ వ్యక్తులను చూసినప్పుడు నాకు అసహాయం కలిగిద్ది అంతే కదా ఇప్పుడు ఎవడైనా ఒక రౌ రౌడీ వ్యక్తి ఉన్నాడు అనుకోండి లేదా అతని బిహేవియర్ బాగలేదనుకోండి అతన్ని మనం ఎలా చూస్తాం అరే ఏంద్రయుడు అన్నట్టుగా ఒక చిరాకు ఒక ఒక అస అసహ్యం వేసిద్ది కాబట్టి ఎస్ అనేది రైట్ ఆన్సర్ అనమాట twenty question twenty one those who try never fails ఎవరైతే ప్రయత్నిస్తారో వాళ్ళకి ఫలితం తక్కిద్ది కాబట్టి పాజిటివ్ వాడు అండ్ యూనివర్సల్ ట్రూత్ ఓకేనా యూనివర్సల్ ట్రూత్ ఏం చెప్పిద్ది కష్టపడిన వాడికి ఫలితం ఉండిద్ది అంటే అతనికి అపజయం ఉండదు కాబట్టి మనం ఇక్కడ దీనికి ఆన్సర్ ఏంటి సి అనేది రైట్ ఆన్సర్ అయ్యిద్ది ఎవరైతే కష్టపడి పనిచేస్తాడో ఎవడైతే ప్రయత్నిస్తూ ఉంటాడో వాడు ఫలితం పొందుతాడు కాబట్టి ట్వంటీ అనేది ట్వంటీకి యూనివర్సల్ ట్రూత్ ప్రకారం ఎస్ ట్వంటీ వన్ చూద్దాం deforestation is monitored deforestation is monitor అంటే అటవీ నిర్మూలన పర్యవేక్షించబడుతుంది అని అర్థం అటవీ నిర్మూలన పర్యవేక్షించబడుతుందంటే మనకి ఫారెస్ట్ యాక్ట్ ఉంది ఈ యొక్క యాక్ట్ ప్రకారం పర్యవేక్షించబడుతుంది కదా కాబట్టి ఇది రూల్స్ రూల్ అనేది ఒక ఏర్పాటు చేయబడింది ఆ రూల్ ప్రకారం రన్ అవుతుంది కాబట్టి ఎస్ అదే ఆ రూల్ లేదనుకోండి ఒకనా అటవీ అటవీ నిర్మూలన పర్యవేక్షించబడతలేదంటే తప్పు ఎందుకంటే మనకు ఒక ఫారెస్ట్ యాక్ట్ ఉంది ఆ యొక్క యాక్ట్ ప్రకారం రూల్స్ రన్ అవుతున్నాయి అది కాబట్టి రైట్ ఓకేనా ట్వంటీ వన్కి A is the right answer twenty టూకి చూద్దాం the farmers should be provided irrigation facilities by the government మనకి ట్యాక్స్ ట్యాక్సెస్ చూడండి రైతుల దగ్గర నుంచి ట్యాక్సులను వసూలు చేసింది ఎవరు గవర్నమెంట్ అప్పుడు ఈ గవర్నమెంట్ కొంతమంది కొంత ఫెసిలిటీస్ అనేది కల్పించాలిగా నువ్వు ట్యాక్స్ కలెక్ట్ చేసినప్పుడు వచ్చినటువంటి ఆదాయంతో గవర్నమెంట్ రన్ అవుతుంది ఈ యొక్క రన్ అవుతున్నట్టు గవర్నమెంట్ వాళ్ళకి కొన్ని ఫెసిలిటీస్ అనేది కల్పించాలి కాబట్టి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇరవై రెండవ క్వశ్చన్కి ఆల్వేస్ అనేటువంటిది రైట్ ఆన్సర్ అయింది ఆల్వేస్ అనేటువంటిది రైట్ ఆన్సర్ ఇరవై రెండవ క్వశ్చన్ ఇరవై మూడవ క్వశ్చన్ గమనిద్దాం I play a major role in social work నేను చెప్పాను రూల్స్లో సోషల్ సోషల్ వర్క్ గురించి ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్ సోషల్ వర్క్ వచ్చినప్పుడు ఆల్రెడీ మనం ఎసెంటిక్ చేయాలి గుర్తుంచుకోండి ఇరవై నాలుగవ question traitors should be hanged అంటే దేశ దేశద్రోహులను తీయాలి అంటున్నాడు తీయాలి ఎందుకు దేశద్రోహుల్ని తీయాలి మనకి ఒక కాన్స్టిట్యూషన్ ఉంది కాన్స్టిట్యూషన్లో కొన్ని చట్టాలు IPC Indian penal code CRPC criminal procedure code ఇదా మనకి కొన్ని చట్టాలు అనేవి క్రిమినల్ చట్టాలు చేయబడి ఉన్నాయి వాటి ప్రకారం దేశద్రోహుల్ని ఉరిశిక్ష తీయాలని ఉండిద్ది కాబట్టి మనం ఇరవై నాలుగుకి ఏమైనా ఆన్సర్ పెడతాము ఎస్ ఎందుకంటే మనకు ఆ రూల్ అనేది కాన్స్టిట్యూషన్లో ఉండటం జరిగింది చట్టాలు చేయబడి ఉన్నాయి ఓకే ఇరవై ఐదవది I don't like people who think they are the best ఇక్కడ ఏంటంటే ఒక పర్సన్ గర్విస్తున్నాడు నేనే బెస్ట్ అని వాళ్ళు నాకు ఇష్టం ఉండదు అంటున్నాడు అంటే ఎవడైతే చెడ్డగా ఉన్నాడో వాడిని చూసి మనం అసహ్యించుకుంటున్నాం కాబట్టి దానికి ఎస్ అదే వీడు పాజిటివ్గా ఉండి మనం నెగిటివ్గా ఉన్నాం అనుకో అది నో వచ్చింది అనమాట ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు మనం తప్పు అని ఫీల్ అయితే దానికి ఎస్ అని చేయాలి ఓకే ఒక వ్యక్తి తను గర్విస్తున్నాడు నేనే బెస్ట్ నాకన్నా బెస్ట్ ఎవరు లేరని అప్పుడు అది అది అలా ఊహించుకోవడం తప్పన్నమాట అందరినీ ఈక్వల్గానే టీం వర్క్లో అందరూ ఈక్వల్గానే ఉండాలి నువ్వు స్టేషన్ మాస్టర్ అని నువ్వు గర్వించకూడదు నువ్వు వాళ్ళు కలిసి పనిచేస్తేనే కదా ట్రైన్ రన్ అయ్యేది ఇంకా గమనించండి మన నాన్ టెక్నోడర్స్ని సబ్స్క్రైబ్ చెబితే సబ్స్క్రైబ్ చేయండి మీకు కనుక ఈ యొక్క ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ నచ్చినాయి అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా కామెంట్లో మీరు తెలియచేయండి నేను ఎలా చెప్పాను అన్నది ఇరవై ఆరవ question child marriage as the potential to increase the population ఈ యొక్క చైల్డ్ మ్యారేజ్ అనేది ఈ పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవడానికి ఒక కారణము అంటున్నాడు అంటే చైల్డ్ మ్యారేజ్ గమనిద్దాము ఒక వ్యక్తి ఒక ఉమెను ఒక మేలు వీళ్ళిద్దరూ కూడా తక్కువ చిన్న వయసులో ఒక ఎయిటీన్ బిలో పెళ్లి చేసుకున్నారనుకోండి పిల్లల్ని ఎక్కువ మందిని కనడానికి ఛాన్సెస్ ఉండిద్ది ఎందుకు వాళ్ళకి యవ్వన వయసులో హార్మోన్స్ ఎక్కువ ఉత్పత్తి అయ్యి ఎక్కువగా రీప్రొడక్ట్స్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యింది కాబట్టి వాళ్ళు పిల్లల్ని ఎక్కువగా కనే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అదే కొన్నిసార్లు ఒక థర్టీ ఫైవ్ ఏజ్లో ఉద్యోగం కోసం వెయిట్ చేసి చైల్డ్ మ్యారేజ్ జరగకుండా చూసి ఒక ఉద్యోగం కోసం గవర్నమెంట్ ఉద్యోగం కోసం వెయిట్ చేస్తే అతనికి ఒక థర్టీ ఇయర్స్ అనుకోండి ఉమెన్కి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనుకోండి ఇక్కడ గ్యాప్ సెవెన్ ఇయర్స్ రావటం వల్ల ఈ యొక్క సెవెన్ ఇయర్స్ ఒక ప్రొడక్షన్ లేకుండా ఆగిపోయింది అప్పుడు పాపులేషన్ అనేది కొంచెం తగ్గినట్టే కదా ఓకేనా మీరు అది గమనించండి ఇయర్స్ వ్యారీ అవుతున్నాయి కొందే పాపులేషన్ గ్యాప్ అనేది వస్తూ ఉండిద్ది ఓకేనా దీనికి రైట్ ఆన్సర్ చూస్తే ఇట్ ఈజ్ పాసిబుల్ అనేది రైట్ ఆన్సర్ ఇరవై ఆరవది సి అనేది రైట్ ఆన్సర్ ఎందుకంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అన్నమాట ఓకే ఇరవై ఏడవ క్వశ్చన్ చూడండి the entire responsibility of a purse of the person affected by a rail accident should lie with the railway ఇక్కడ నేను మీకు మోరల్ వాల్యూ అనేది ఇక్కడ మీకు ఒకసారి గుర్తు చేస్తాను మోరల్ వాల్యూ నేను మోరల్ వాల్యూ గురించి చెప్పేటప్పుడు రూల్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్లో రూల్స్ రూల్స్ గురించి వీడియో చేశాను అందులో చెప్పేటప్పుడు మొరల్ వాల్యూస్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఒక స్టేషన్ మాస్టర్ ఉంటాడు ఒక గ్రూప్ డి వ్యక్తి ట్రాక్ మ్యాన్ ఉంటాడు ఒక ట్రైను ఈ యొక్క స్టేషన్ని ఒక స్టేషన్ని వదిలి వెళ్ళేటప్పుడు వీళ్ళు ఒక స్టేషన్ మాస్టర్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఒక ట్రాక్ మీద ట్రైన్ వెళ్తుంది ఇది స్టేషను ఇది స్టేషన్ యొక్క పరిధి గ్రూప్ డి వ్యక్తి పనిచేస్తూ ఉంటాడు ట్రాక్ దగ్గర స్టేషన్ మాస్టర్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారము ఈ యొక్క గ్రూప్ డి అనేటువంటి వ్యక్తి రైలు పట్టాలను చెకింగ్ చేయాలి ఈ యొక్క స్టేషన్ పరిధిలో ఎంత పరిధిలో అయితే ఉందో ఆ యొక్క స్టేషన్ పరిధిని అతను చెక్ చేస్తూ ఉండాలి చెక్ చేసి ఆ యొక్క రిపోర్టు స్టేషన్ మాస్టర్కి ఇవ్వాలి ఇది మోరల్ వాల్యూ అన్నమాట ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు the entire responsibility of the per person affected effect అయిందనమాట ఏంటి ఈ యొక్క గ్రూప్ డీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఈ యొక్క ట్రాక్ మెయింటెనెన్స్ నీట్గా చేయకపోతే నీట్గా చేయకపోతే అప్పుడు ట్రైన్ యాక్సిడెంట్ అయింది ఈ యొక్క ట్రైన్ యాక్సిడెంట్ అయితే ఎవరి మీద పడిద్ది ఆ యొక్క రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి ఎస్ఎం మీద అని నేను ఎగ్జాంపుల్ చెప్పాను ఇప్పుడు ఈ యొక్క రైల్వేకి మొత్తం నష్టం జరిగిద్ది పెద్ద బ్యాడ్ నేమ్ వచ్చింది ఇక్కడ తప్పెవరిది రైల్వేది కాదు కానీ తప్పుడు పేరు ఎవరికి వస్తుంది రైల్వేకి రావటం జరుగుతుంది రైల్వేకి తప్పు పేరు రావటం జరుగుతుంది ఇక్కడ గ్రూప్ డి వ్యక్తి పొరపాటు వల్ల ఇదనమాట ఇది మోరల్ వాల్యూ నీ మీద వేరే వాళ్ళు ఆధారపడి ఉన్నప్పుడు మోరల్గా ఆలోచించాలి ఓకేనా కాబట్టి ఇరవై ఏడుకి ఎస్ అన్నమాట ఇరవై ఏడుకి ఎస్ మోరల్ వాల్యూ ప్రకారం the government should pay special attention to the industries so that ఎందుకంటే గవర్నమెంట్ అనే ఇండస్ట్రీలు ఉన్నాయి గవర్నమెంట్ ఉంది ఇండస్ట్రీ అనేది కొన్ని ట్యాక్సులు పే చేసిద్ది ఈ గవర్నమెంట్ ఏం చేయాలి వాళ్ళకి కొన్ని పాలసీలు పాలసీలను ఏర్పాటు చేయాలి వాళ్ళకు అనుగుణంగా అప్పుడు ట్యాక్స్ వేయడానికి వీలుండిద్ది అన్నమాట గవర్నమెంట్ ఇలా పాలసీలు మంచి పాలసీలు కనుక లేకపోతే ఇండస్ట్రీలు మూత మూతబడిపోయి ట్యాక్స్లు కూడా రావు గవర్నమెంట్కి కాబట్టి ఈ యొక్క ట్వంటీ సెవెన్ క్వశ్చన్కి మనము చెప్పినటువంటి రూల్స్లో డ్యూటీఫుల్ ఓకేనా డ్యూటీఫుల్ అనేటువంటి రూల్ మీద బేస్ చేసుకొని చెప్పడం జరుగుతుంది ఇక్కడ ద ఎంటైర్ ఎస్ అన్నమాట ఓకేనా ఎస్ ట్వంటీ ఎయిట్కి చూద్దాము the government should pay special attention to the industries okay ఈ క్వశ్చన్ మనం చెప్పుకుంటుంది సారీ మిస్టేక్ అయింది ట్వంటీ ఎయిట్కి the government should pay special attention to the industries so that అయితే గవర్నమెంట్ అనేది స్పెషల్ అటెన్షన్ చూపించాలంట ఎందుకు గెట్ ఎంప్లాయ్మెంట్ గెట్ ఎంప్లాయ్మెంట్ ఒక ఇండస్ట్రీ అనేది బాగుపడితేనే కదా ఎంప్లాయ్మెంట్ వచ్చేది ఈజీ ఆఫ్ డూయింగ్ వర్క్ కింద ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేటువంటి ర్యాంక్ ఎవరికైతే బాగుంటుందో వాళ్ళు ఇండస్ట్రీలకి ఎంతో మంచి పేరు తీసుకొస్తున్నారు ఓకేనా ప్ర ప్రజెంట్ మనకి ప్రైవేటైజేషన్ ప్రైవేటైజేషన్ నడుస్తుంది అనమాట ప్రైవేటైజేషన్ ద్వారా ఇండస్ట్రీలకి రూల్స్ తగ్గించి రూల్స్ని లెస్ చేసేసి ఓకేనా వన్ విండో సిస్టమ్ అని చెప్పి వన్ విండో సిస్టమ్ అని చెప్పి తీసుకొచ్చి ఈజీగా వీటికి పాలసీలు తయారు చేయటం ఈజీగా ఇండస్ట్రీ పెట్టుకోవడానికి ఛాన్స్ ఇవ్వటం ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి అక్కడ ఏం జరిగిద్ది ఎంప్లాయ్మెంట్ అనేది ఈజీగా ఉండిద్ది ఇండస్ట్రీలు ఎక్కడ ఉంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది తొందరగా దొరికిద్ది అనమాట ఇరవై తొమ్మిదో క్వశ్చన్ చూద్దాము before taking a decision out of anger one should think ఏం కామ్లీ ఓకేనా ఒక వ్యక్తి డెసిషన్ తీసుకునేటప్పుడు కామ్గా డెసిషన్ తీసుకోవాలి ఇది యూనివర్సల్ ట్రూత్ మోరల్ వాల్యూలో కూడా వచ్చింది అవును కదా అతను కోపంలో ఉన్నప్పుడు డెసిషన్ కన్నా కామ్గా ఆలోచించి మంచిది చెడేది ఓకేనా గుడ్ ఆర్ బ్యాడ్ అని ఒక రూల్ చెప్పా మనం ఆలోచించాలన్నమాట గుడ్డా బ్యాడ్డా అనేది ఇది ఆలోచించగలగాలి ఓకేనా ట్వంటీ నైన్కి thirty is the right answer ముప్పై క్వశ్చన్ చూద్దాము smokers should stay away from crowded areas ఇది బ్యాడ్ వర్డ్ అనమాట ఓకేనా గుడ్డా బ్యాడా గుడ్ వర్డ్ ఎందుకు స్మోకర్స్ అనేవాళ్ళు క్రౌడెడ్ ఏరియాస్కి దూరంగా ఉండాలి కాబట్టి ఎస్ ఎస్ అనేది రైట్ ఆన్సర్ ఇందులో స్మోకర్స్ దూరంగా ఉండాలి అది మోరల్ వాల్యూ అనమాట ఇప్పుడు thirty one I want to work in public interest by becoming and officer in railways రైల్వేలో ఆఫీసర్ అయినటువంటి వ్యక్తి పబ్లిక్ వర్క్స్ మీద పనిచేస్తూ ఉంటాడు పబ్లిక్కి రెస్పాన్సిబిలిటీగా ఉంటాడు కాబట్టి ఎస్ అని మనం టిక్ చేయాలన్నమాట పాజిటివ్కి positive next thirty two question thirty టూలో I take pride in helping the weak ఏంటంటే పేదవారికి కానీ లేదా అసహాయ స్థితిలో ఉన్నటువంటి వారికి హెల్ప్ చేసినప్పుడు నేను గర్వపడతాను అంటున్నాడు ఇక్కడ గర్వ గర్వపడతాం అంటే ఏంటి ఒక మంచి పని చేసినందుకు నేను సంతోషిస్తాను అని దీని అర్థం ఒక మంచి ఒక మంచి పని చేసినప్పుడు నేను దానికి తగ్గట్టుగా ఆనందపడతాను ఆ మంచి పని వలన అనేది ఇక్కడ మనం తీసుకోవాల్సి ఉండిద్ది కాబట్టి మంచి పని కాబట్టి ఆల్వేస్ అనేది రైట్ ఆన్సర్ అయిద్ది అనమాట థర్టీ త్రీకి చూద్దాం thirty three the economic system of the whole world whole world is getting ruined due to the corona disease ఇక్కడ ఏమంటున్నాడు ప్రపంచం మొత్తం కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ఎకనామిక్ సిస్టమ్ మొత్తం కూడా కరోనా డిసీజ్ వల్ల బాగా చెడిపోయింది అంటున్నాడు ఇక్కడ ఆప్షన్లు మనం గమనించినట్లయితే కాంటసీ అనేది మనం చెప్పలేం తప్పు అన్నమాట ఐ డోంట్ నో అనేది కూడా తప్పు ఎందుకంటే కరోనా అనేది చాలా ఎకనామిక్ డ్యామేజ్ చేసింది కాబట్టి ఇక్కడ కుడ్ దిస్ హ్యాపెన్ అని అంటున్నాడు ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట ఇక్కడ నేను కొన్ని ఆప్షన్లు ఇస్తాను చూడండి ఏకి ఎస్ ఇక్కడ నో ఇక్కడ సమ్ టైమ్స్ ఓకేనా ఈ విధంగా ఇస్తే అప్పుడు ఇది రైట్ ఆన్సర్ కదా ఆ విధంగా ఇక్కడ కూడా థర్టీ త్రీకి ఏ అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట thirty four when the economic system of a country collapse economic system అనేది పడిపోయినప్పుడు ప్రాబ్లమ్స్ ఎటువంటి problems poverty and hung hunger will rise గమనించండి ఇప్పుడు శ్రీకాకుళం శ్రీలంకలో శ్రీలంకలో మరి డాలర్ విలువ డాలర్స్ లేవు ఓకేనా ఒక డాలర్స్ లేకపోవటం వల్ల వాళ్ళు పర్చేజ్ చేయలేకపోతున్నారు అందుకు అక్కడ ఉన్నటువంటి రూపాయి విలువ బాగా పడిపోయి అధిక ధరలు పావర్టీ అధిక ధరలు రావటం జరిగిందనమాట అక్కడ ప్రజలు అసహనంతో ఉన్నారు ఎందుకు అక్కడ ఎకనామిక్ సిస్టమ్ అనేది పాడైపోయింది అందుకని పావర్టీ అంగర్ అనేవి రేజ్ అవుతున్నాయి ఇది అవునా అంటే అవును ఓకేనా ఇది ఎకానమిక్ సబ్జెక్ట్ నుంచి రావటం జరిగింది ఎకానమిక్లో మనము ఇందులో ఒక మనకు ఒక రూల్ ఉంది యూనివర్సల్ ట్రూత్ ఎకానమీ పడిపోయిన చోట లేదా హండ్రెడ్ పర్సెంటేజ్ ఇది జరిగిద్ది ఎకానమీ పడిపోయిన చోట అక్కడ హంగరు పావర్టీ ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అవుతాయి ఆఫ్రికా దేశాల్లో ఇదంతా జరిగేది కామన్ అనమాట అక్కడ ఎకనామిక్ గ్రోత్ అనేది తక్కువ ఆఫ్రికా దేశాల్లో అందుకని అక్కడ ఎక్కువగా పావర్టీ అంగర్ ఇండెక్స్లో ఆ యొక్క దేశాలు ఉండటం జరుగుతుంది సోమాలియా లిబియా ఇథియోపియా ఇవన్నీ కూడా last question thirty fifth question due to floods some states lag behind in the rate of development most every year ఇక్కడ ఏమంటున్నాడంటే కొన్ని స్టేట్లు కొన్ని స్టేట్లు అనేటువంటివి వరదలు వస్తున్నాయి ఆ యొక్క వరదల వల్ల అక్కడ ఉన్నటువంటి బ్రిడ్జెస్ బిల్డింగ్స్ ఓకేనా ఇంకా ఎర్త్ క్వేక్ ఇంకేదైనా ఎకనామిక్ సిస్టమ్ ఇవన్నీ కూడా వన్ వీక్ బంద్ అయిపోయి కొంత కొలాప్స్ అయిపోయిద్ది అనమాట ఈ యొక్క ఫ్లడ్స్ వల్ల ఓకేనా ప్రాణ నష్టం జరిగిద్ది ఆస్తి నష్టం జరిగిద్ది ఓకేనా ఇవన్నీ కూడా జరుగుతాయి అందుకని అక్కడ డెవలప్మెంట్ అనేది ల్యాగ్ అయిద్ది ల్యాగ్ అంటే ఆగిపోవటం వెనుకబడిపోయిద్ది అనమాట ఇప్పుడు ఒక బ్రిడ్జి కట్టామనుకోండి వరదలు వచ్చినాయి ఒక వరదలు యొక్క బ్రిడ్జి కొట్టుకుపోయింది అనుకుందాం మళ్ళీ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ చేయాలా ఒక టూ క్రోస్ అయింది అనుకుందాం బ్రిడ్జికి మళ్ళీ ఈ క్రోస్ బెట్ మళ్ళీ నిర్మించాలిగా అప్పుడు డెవలప్మెంట్ అనేది ఏమవుతుంది లాగ్ అయిపోతుంది లేట్ అవుతుంది వెనకబడిపోతుంది కాబట్టి ఇది నిజమే దట్ సిట్ అవును నిజమే ఇక్కడ ఎస్ అనుకుంటే ఇక్కడ సమ్టైమ్స్ అనుకుంటే ఇది రైట్ ఆన్సర్ ఇక్కడ ఆల్రెడీ నో అనేది తప్పు ఎందుకంటే ఫ్లడ్స్ వచ్చినప్పుడు డెవలప్మెంట్ అనేది వెనకబడిద్ది ఓకేనా ఇంకా కూడా నా యొక్క క్లాస్ మీకు కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయలేదు ఎవరైతే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయటం వల్ల వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో స్టేషన్ మాస్టర్ అయ్యేటువంటి అవకాశం